ఒకడు కనిపించాడు రావాలా వస్తారా నా దగ్గరికి ఎవరన్నా గన్నర్లు టైగర్ బ్రో బోట్ వస్తుంది కొట్టవా సూపరా బ్రో నేను పుష్ చేస్తాను నా దగ్గర ఇద్దరు నాకు ఒక్క నిమిషం బ్రో మా దగ్గర వెపన్స్ ఏమి లేక బ్రో స్క్వాడ్ అయిపోయింది ఇడా ఏమని చెప్పండి అది ఆడే ఉంటా క్లియరా నమ్మను ఇట్లా కింద వరకు డ్యామేజ్ ఇచ్చిన రోడ్ నువ్వు జాగ్రత్తగా ఉండవు రోడ్ నా సైడ్ ఇంకోటి ఉన్నాడు డోడు గీరదాడా వాళ్ళు ఎవరోడా పా పా పా ఎట్లా కొడితే బ్యాటింగ్ ఆడు బ్యాటింగ్ ఆడు దా ఇప్పుడు డైరెక్ట్ సిమ్మెట్రీలో ఒక నాకు వాడు ఇప్పుడు ముందుకు వచ్చేదానికి వచ్చేదానికే అండి ముందుకు రాని నువ్వు వీడే ఉండు వెహికల్ ఎక్కువ నాకు ఇద్దరు ఒక్కడే చూసావా వాడు లేట్గా వచ్చిందంటే అయిపోయేది అది సూపరా already